Thank you. హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel nine friends ఈరోజు డిఎస్సి యొక్క మెరిట్ జాబితా అనేది విడుదలవుతుంది ఫ్రెండ్స్ అయితే ఎంతోమంది విద్యార్థులు జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ విషయంలో అయితే అసంతృప్తిగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ జాబితాను విడుదల చేయటం జరుగుతుంది ఏపీలో DSC two thousand eighteen merit జాబితాను ఈరోజు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమరావతిలో ఆయన ఫలితాలను వెల్లడించనున్నారు ఉన్నారని అధికారులు తెలిపారు జిల్లాలు సబ్జెక్టుల వారీగా ఫలితాలను ప్రకటించనున్నామని తెలిపిన అధికారులు WWW dot CSC dot AP dot G O V dot ఇన్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు కాగా ఈ పరీక్షకు ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది హాజరైనట్లు తెలియచేయటం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి మెరిట్ జాబితా అనేది మనకు అందుబాటులో వస్తుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి